who are broken. Mm-hmm. And there are many people who feel lonely here. And there are people who are rejected. My friends, Jesus is just standing beside you. And He's saying, I love you. Do not fear, for I'm with you. God for a miracle this time. Holy Spirit, more in this place. Expect your miracle this evening. Expect your miracle, my friends. Because His one touch, when you call on Him, He said, I will answer you. I will be with you. I will never leave you nor forsake you, He says. Put your hands together. Give a big hand to the Lord God Almighty. Everybody, yes. We praise the name of Jesus. And I would like to invite Brother Anil Kumar. Give a big hand and give big shout. A big shout of welcome. Hallelujah. హల్లెలూయా I have come to glorify Jesus. యేసుని మహిమ పరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను I have come to glorify Jesus alone. యేసుని మాత్రమే మహిమ పరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను whatever I am, wherever I am, however I am, it is because of Lord Jesus Christ of Nazareth. నేనేమై ఉన్నానో నేను ఎక్కడున్నానో ఏ స్థితిలో ఉండి ఉన్నానో అది కేవలం నజరుడైన యేసు క్రీస్తువాన్ని బట్టి మాత్రమే అని తెలియజేస్తూ ఉన్నాను Amen. Amen. I'm all excited this evening because I'm very familiar with this area. మరి నేను ఈ సాయంకాల సమయంలో చాలా ఉత్సాహంగా ఉండి ఉన్నాను ఎందుచేతనంటే ఈ స్థలం నాకు బాగా తెలిసినటువంటి స్థలం ఇది I, uh, my uncle used to live here, and most of the time I used to spend uh, my uh, younger days here in Sanat Nagar. మరి మా యొక్క అంకుల్ గారు ఎక్కడ ఉంటూ ఉండేవారు కనుక నా యొక్క చిన్ననాటి యొక్క వయసులో ఎక్కువ శా ఎక్కువ శాతం నేను ఈ సనత్ నగర్లోనే జీవిస్తూ వచ్చినటువంటి వాడిని And I thank God for giving me this opportunity to come and preach the love of God in మరి this దేవుని place. యొక్క ప్రేమని ఈ దినాన్ని సనత్ నగర్లో ఎలా నిలబడి నేను బోధించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను See, though so many people talk about Jesus, and so many people say various things about God and His Son Jesus, but I'm going to say a different thing this evening about God. అనేక మంది యేసుని గురించి ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు అనేకమైనటువంటి విషయాలు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ రాత్రి నేను యేసు గురించి ఒక ప్రత్యేకమైన విషయం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను this is the bottom line ఇదే ఇంకా ఆట్లాడుకుంటున్నటువంటి ఇంతకు మించి వేరొకటి లేదన్నమాట అంతేనండి ఇదే and and I am telling you the truth this evening ఈ సాయంకాల సమయంలో ఒక సత్యాన్ని నేను మీతో చెప్తున్నాను there are so many people who say that if you don't believe Jesus you gonna go to hell and because he died for your sins you have to believe Jesus and there is no option People that teach the gospel in this way. చాలా మంది వాళ్ళు వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్తుంటారంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి నమ్ముకోకపోతే కనుక నువ్వు నరకానికి పోతావు అది చేస్తాడు ఇది చేస్తాడు నువ్వు పాపంలో ఉన్నావు అది ఇది అని ఇలా చెప్తూ ఉంటారు people they don't preach the gospel they preach condemnation ఒక విధంగా చూస్తే అందులో సువార్త కనబడటం లేదండి ఒక మన మీద ఒక నేరారోపణ మోపుతూ నువ్వు ఇలాగైపోతావు నువ్వు నరకానికి పోతావు ఈ విధంగా కనబడుతూ ఉంటుంది అందులో ఒక నేరారోపణ you know why when Jesus came కానీ యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు you know what he talked in let's go to John Yohanu సువార్త దగ్గరికి వెళ్ళి చూద్దామా చూడండి ఆయన ఏం చెప్పి ఉన్నాడు జాన్ చాప్టర్ 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 17 అండ్ 18 పదిహేడు పద్దెనిమిది వచనాలన్నటువంటి ఒక మాట మనం చూద్దాం 17 hmm. we'll, విల్ రీడ్ 17 పదిహేడో వచనాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు See, for God sent not his Son into the world to condemn the world, but that the ఈ లోకానికి తీర్పు తీర్చడానికో నేరారోపణ మోపడానికో దేవుడు తన కుమారుని పంపించలేదు కానీ ఈ లోకాన్ని రక్షించడానికే దేవుడు తన కుమారుని లోకములోనికి పంపి ఉన్నాడు He sent Jesus to save, not to condemn. Yesu రక్షించడానికే పంపాడండి అంతేగాని మనమే తీర్పు తీర్చడానికని కాదు hallelujah hallelujah Romans two four రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో మాట కూడా చూద్దాం లిసన్ టు మీ జాగ్రత్తగా వినండి the goodness of God brings the repentance దేవుని యొక్క మంచితనమే ఒక వ్యక్తి యొక్క జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉంది no fear can bring repentance అంటే భయపెడితే భయము పిరిగితనం వలన పశ్చాత్తాపం రాదండి అరే పాపాలు చేసినావు పాపాలు ఒప్పుకోరా బాబు అంటే కుదరదు it doesn't it doesn't work that way అలా చెప్తే కుదరదండి the real repentance comes when they see the goodness of God అసలైన పశ్చాత్తాపం నిజమైన మారు మనసు ఎప్పుడు అంటే దేవుని యొక్క మంచితనాన్ని చూచినప్పుడు మాత్రమే వస్తుంది there are so many so many times so many people preach the repentance in different ways but Jesus way of way of preaching is completely different అనేక మంది మారు మనసు పొందండి అన్నప్పుడు భయపెట్టం లేకపోతే నువ్వు నరకానికి పోతావనో తీర్పు చెప్పో లేకపోతే శిక్షా విధిని తెలియజేసో ఇలానే చెప్తూ ఉంటారు కానీ యేసు మాట్లాడినటువంటిది లేక ఒక మారు మనసు పశ్చాత్తాపానికి నడిపించింది అది ఒక వేరేగా కనబడుతూ ఉంటుంది అయింది how people realise their their sins their their ప్రజలు ఫాలన్ నేచర్ ప్రజలు వారి యొక్క పాపాన్ని లేక వారు పడిపోయిన స్థితిని ఎలాగున వారు తెలుసుకొని పశ్చాత్తాపడతారో యేసు ఏ విధంగా చెప్పాడు అది చూద్దాం దేవ situation in Luke five Lukas వార్త ఐదవ అధ్యాయంలో ఒక విషయం మనకు కనబడుతుంది listen to me listen to me జాగ్రత్తగా వినండి ఈ మాటల్ని you don't have to go through the Bible మీరా మీరా బైబిల్ వచ్చినాలు తీసి మీరు చూడక్కర్లేదు నా మాటలు వినండి చాలు ఇటువైపు చూస్తూ నా మాటలు వినండి there is great man of God who reads for you మీ కొరకు మాటలు చదవడానికి దైవజనుడు ఇక్కడ ఉండి ఉన్నాడు There was, there was Peter who was washing his net because he did not have any catch on the day Lukas వార్త ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు అనేటువంటి ఆయన కనబడుతున్నాడు ఆయన తన యొక్క చేపల వలని ఆయన కడుక్కుంటున్నాడు ఆ రాత్రి ఏం దొరకలేదు వాళ్ళకి చేపలు and Jesus was preaching in all of all all of the people they were trying to fall on Jesus touch him Yesukristu వారు వచ్చినటువంటి జనసమూహంతో సమూహంతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళందరూ వచ్చి ఆయన మీద పడుతూ ఉన్నారు he asked Peter, Peter, can I use your boat? అందుచేత ఏసై ఆ పేతురుతో మాట్లాడుతూ ఇదిగో పేతురు నీ ధోని నేను వాడుకోవచ్చా కాసేపు అని అడిగాడు ఆయన I said, use it. వాడుకోండి ప్రభు అన్నాడు ఆయన So he took little inside. కాబట్టి ఆ ధోని కొంచెం లోతు తీసుకెళ్ళాడు He began to preach. అక్కడి నుంచి ఆ జన సమూహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు What do you think he was he preaching? బహుశా ఆయన ఏమి బోధిస్తూ ఉండి అంటాడండి I will tell you what was he preaching. ఏమి బోధిస్తుంటాడో నేను చెప్తాను వినండి And then what happened? ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈసారి And after preaching, బోధించేశాడు Yesayya he said, Peter, launch out into the deep ఆయన బోధించిన తర్వాత పేతురుతో మాట్లాడుతాడు ఇదిగో పేతురు నీ దోని కొంచెం లోతుగా నడిపించవయ్యా అన్నాడు and and launch your nets నీ యొక్క వలలు మీ యొక్క వలలు వేయండి అని చెప్పి అన్నాడు తెలుగులో కొంచెం తప్పు ఉంది అక్కడ వలలు వేయండి అంటే ఇంగ్లీష్లో ఏం రాస్తా అంటే కింగ్ జేమ్స్ వర్షన్లో this is a right translation King James version అటువంటిది సరైనటువంటి తర్జుమాగా ఒరిజినల్ భాషలోంచి రాయబడింది అది Peter Peter must have thought you are a preacher and I'm the fisher man you don't know about fishing I don't know about preaching you do your job and I do my job ఈ వల వేయమని చెప్పేసరికి బహుశా పేతృ గారు అనుకొని ఉంటాడు కదా ఏమయ్యా నువ్వేమో బోధకుడు నేనేమో చేపలు పట్టేవాడిని నీకేం బోధ చేయడం వచ్చు నాకు చేపలు పట్టడం వచ్చు నీకు చేపలు పట్టడం రాదు నాకు బోధ చేయడం రాదు నీ పని నువ్వు చేసుకోవయ్యా నా పని నేను చేసుకుంటాను అనుకుని ఉండుంటాడు and Lord nevertheless he said, uh, uh, he said, uh, let your nets down into the water. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే మీ వలలు వేయండి నీళ్ళ లోతుకి తీసుకుని వెళ్ళి వేయండి అని చెప్పాడు. Peter said, Peter, Peter said, Master, we have toiled all night. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఏంటంటే ప్రభా లేక బోధకుడా రాత్రంతా మేము ప్రయాసపడి ఉన్నాము no we didn't even have a little one not even one fish కనీసం ఒక్క చేప అయినా మాకు దొరకలేదు నాయన nevertheless at your word ఆయనను నీ మాట చొప్పున I will I will let down the net నేను వల వేస్తాను అంటున్నాడు ఈయన వలలు వేస్తే బాగానే వల వేస్తా అంటాడు కానీ అక్కడ వలలు అంటారు తెలుగులో కానీ రియల్ ట్రాన్స్లేషన్ వల వేస్తాడు he he let down only one net ఒక వల మాత్రమే వేసాడండి ఇక సీమోన్ పేతురు వలలు వేయమని యేసు చెప్తే ఈయన ఒక వల వేసాడు ఈయన usually fishermen will not go fishing in the morning సాధారణంగా చేపలు పట్టేటువంటి వాళ్ళు తెల్లవారిపోయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళరండి వాళ్ళు they go only in the night వాళ్ళు రాత్రిపూటే చేపలు పట్టడానికి వెళ్తారు because when the fish they can see the net and they escape తెల్లవారిన తర్వాత కనుక చేపలు పట్టడానికి వల వేస్తే ఆ చేపలకి వల కనబడి ఆ వలలో పడకుండా పారిపోతాయి అవి but Jesus said launch out కానీ యేసు తెల్లారిన తర్వాత పట్టపగలు అంటాడు లోతుకెళ్ళి వల వేయమన్నాడు ఇట్ హిస్ వర్డ్ ఆయన మాట చొప్పున లెట్ డౌన్ ద నెట్ వల వేసాడండి పేతురు హి సా అమేజింగ్ థింగ్ ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం అక్కడ చూచాడు పేతురు అమేజింగ్ థింగ్ ఒక ఆశ్చర్యకరమైన విషయం చూచాడు what what did he say ఏంటండి అతను అక్కడ అంటున్నటువంటి మాటలు చూచి సిక్స్ వర్డ్స్ ఆరవ వచనంలో లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం అంటాడు వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణలను తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడను అని చెప్పాను వాట్ మేడ్ హిమ్ రిపెంట్ చూడండి సీమోను పేతురు మోకాళ్ళ మీద పడి నేను పాపి నేను ఒప్పుకొనడానికి ఇక్కడ అతనికి జరిగినటువంటి విషయం ఏమిటి హీ సా ద గుడ్నెస్ దేవుని మంచితనాన్ని చూచాడండి ఈయన Peter did not so a seed ఏమంటే పేతురు గారు ఒక విత్తనం ఎత్తలేదు పీటర్ డిడ్ నథింగ్ లేక పేతురు ఇంకొక రంగం ఆలోచించలేదు ఆయన Peter did according to the word of Jesus Yesu మాట చొప్పున పేతురు చేశాడంతే he saw a miracle ఒక అద్భుతాన్ని చూచాడు పేతురు he realized how sinful he was when he saw the goodness of god దేవుని యొక్క మాట చొప్పున చేయగా వచ్చినటువంటి అన్ని చేపలు పట్టిన మంచితనాన్ని చూచి తన పాపాన్ని ఒప్పుకుంటూ మోకాల మీద పడ్డాడండి పేతురు See what made me realize that I am a sinner? నేను పాపినని ఏంటండి నన్ను ఒప్పింపజేసింది when I saw him on the cross of the Calvary. నేను ఆ కలువరి శిలువలో యేసు వైపున చూచినప్పుడు ఆ ప్రేమ నన్ను పశ్చాత్తాపతునిగా చేసింది the pain and agony he has gone through for me and for you నా కొరకు లేక నీ కొరకు ఆ సిలువలో ఆయన పొందినటువంటి ఒక వేదన అది మనల్ని మారు మనసులోనికి నడిపించేది he said he he died for our sins he took our place on the cross ఆయన మన కొరకు చనిపోయాడు మన స్థానాన్ని ఆ సిలువలో ఆయన తీసుకొని ఉన్నాడు the punishment which was to be for us he took it on himself మనకు రావాల్సినటువంటి ఒక శిక్ష ఆయన తన మీద వేసుకొని ఉన్నాడు ఆయన గుడ్నెస్ అది ఆయనకు మంచితనం హిస్ గుడ్నెస్ ఆయన యొక్క మంచితనం అది no one died for anybody but Jesus ఎవరు కూడా ఏ మనుషుని కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాళ్ళు లేడండి యేసు తప్ప hallelujah hallelujah we will go to another place ఇంకొక స్థలంలో కూడా చూద్దామండి ఇలాంటి సన్నివేశం ఏదైనా జక్కయ జక్కయాస్ జక్కయ జీవితాన్ని గురించి yeah when when Jesus was going they Yesu అక్కడికి వెళుతూ ఉన్నాడు he was a short guy ఈయనేమో కాస్త పొట్టివాడు he he he what did do ఏం చేశాడండి ఈయన జకయ్య ధనవంతుడై ఉండి సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైన జకయ్య అనే పేరు గల ఒకడు షార్ట్ చూడగోని కానీ పొట్టివాడైనందున జనులు కూడి ఉండటం వలన చూడలేకపోయారు climb the tree and to see the see Jesus పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను అండ్ దెన్ వాట్ హ్యాపెన్ ఆ తర్వాత ఏమైందండి ఏ ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను look at that Zacchaeus today I am coming to home ఈయన యేసు ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే జకియా ఈ రోజు నేను నీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు he went he went to his home అతని ఇంటికి వెళ్ళి ఉన్నాడు Yesayya he went to his place ఆయన స్థలానికి వెళ్ళాడండి ఆయన Jesus did not open his mouth ఏమండి జాగ్రత్తగా చదవండి యేసు ఒక్క మాట నోరు తెరిచి ఒక్క మాట అతను తిట్టలే నువ్వు ఇలాగైపోతావు అలాగైపోతావు అనలే he did not say to zacchaeus that you you have taken you have you've been you have been giving your money for usury and you've been you've been doing so many wrong things he did not accuse him యేసు క్రీస్తు వారికి అన్నీ తెలుసు కదండి ఈ జకైన్ గురించి కూడా తెలిసి ఉండి ఉండాలి కదా కానీ ఒక్క మాటైనా నోరు తెరిచి ఏమయ్యా నువ్వు అన్యాయంగా సొమ్ము తీసుకున్నావు తీసుకోవలసిన పన్ను కంటే ఎక్కువ తీసుకున్నావు ఒక్క మాట అలా నింద మోపుతూ ఆయన గురించి మాట్లాడలేదు ఏసయ్య షవరింగ్ లవ్ కేవలం ఆ ఇంట్లో కూర్చుని తన ప్రేమంతా జక్క మీద కుమ్మరించేస్తూ ఉన్నాడు ఆయన వెన్ సా దట్ గుడ్నెస్ ఎప్పుడైతే ఈ మంచితనాన్ని ప్రేమని జక్కయ్య చూచాడో తట్టుకోలేకపోయినాడు when saw man openly whatever I did from whomever I took unlawfully I will return return him fourfold. ఎప్పుడైతే అలా యేసయ్య ప్రేమ అక్కడ ఇంట్లో కనబరచబడిందో కూర్చుని అలా ఒంటోలోనే ఆయన ప్రేమ చూచాడు తట్టుకోలేక జక్కయ్య లేచి నిలబడి అంటాడు యేసయ్య ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో నాలుగింతలు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను ఆయన నేను నాకు ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తానని చెప్పడం మొదలుపెట్టాడు హాలూయా హాలూయా See, dear brothers and sisters. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా చూడండి This is how gospel must be preached. ఎలాగున సువార్త ప్రకటించబడాలి No condemnation. నేరాలు మోపుతూ శిక్షావిధిని ప్రకటిస్తూ కాదండి Just loving. ప్రేమ ఆ ప్రేమనే చెప్పాలంతే Love your neighbor. నీ పొరుగు వాడిని ప్రేమించు Love your neighbor. నీ పొరుగు వాడిని ప్రేమించు Hallelujah. Hallelujah. When they see that love, ఎప్పుడైతే ఆ ప్రేమ నీలో చూస్తారో లోకం let them ask you know what is the difference between him and me అప్పుడు వెంటనే వాళ్ళు అనుకోలరే ఆనికి నాకు తేడా ఏంటి అనేటువంటి రీతిగా రావాలి ప్రశ్న will know the difference that Jesus is the only difference యేసే నీలో ఉన్న యేసు ప్రేమయే నీలో ఉన్న వ్యత్యాసమని లోకం తెలుసుకోవాలి nobody can make such a great difference except Jesus Yesu తప్ప ఈ లోకంలో ఎవరు కూడా అలాంటి వ్యత్యాసాన్ని కనబరిచేటువంటి వారు లేరు hallelujah hallelujah I uh, I was seeing the difference between the law and uh, grace. ధర్మశాస్త్రం అనేటువంటి దానికిని కృప అనేటువంటి దాని విషయంలో ఈ వ్యత్యాసాన్ని నేను ఈ మధ్య చదువుతూ ఉన్నాను అర్థం చేసుకున్నాను చూస్తున్నా law was given by Moses ఈ ధర్మశాస్త్రము లేక చట్టం అనేటువంటిది మోషే గారి ద్వారా ఇవ్వబడి ఉన్నది but true grace and truth came through Jesus కానీ కృప సత్యములు యేసు క్రీస్తు వారి ద్వారా వచ్చినవి దే కేమ్ అవి వచ్చాయండి మనకి but the law was given అయితే ధర్మశాస్త్రం ఇవ్వబడింది the law says you will not touch the leper ధర్మశాస్త్రం అనే చట్టం ఏమంటదంటే కుష్ఠవ్యాధి కలిగిన నువ్వు ముట్టుకోకూడదు ముట్టుకుంటే అంటూ అయిపోతావు అంటాడు but you know when when lepers came to Jesus కానీ కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు grace you know what grace does కృప ఏం చేస్తా తెలుసా అండి he will touch the leper and make him free కుష్టి వ్యాధి కలిగిన వాడిని ముట్టుకొని ముట్టుకున్నందు చేత వాడిని బాగు చేసేస్తుందండి దేవునికి స్తోత్రం that is the love of God అది దేవుని యొక్క ప్రేమ maybe you are condemn this evening ఈ సాయంకాల సమయంలో ఏమో నీ మీద ఎవరు నింద మోపారో ఎవరు నేరం మోపారో maybe you are condemning yourself లేతే నీకు నీవే నేరం మోపుకోడా అయ్యో నేను పాపిని పనికిరాను ఉండి పనికిరాని అని అనుకున్నావేమో బట్ జీసస్ సెడ్ యేసు అంటున్నాడు I have washed your sins away నేను నీ పాపములన్నీ కూడా ఆనాడే సిలువలో రక్తంతో కడిగి వేశాను ఐ పేడ్ ద ప్రైస్ నీ కొరకు ఆ వెల నేను చెల్లించేశాను అంటున్నాడు your future sins also I paid the price నువ్వు రాబోయే కాలంలో చేసే పాపాల కొరకు కూడా ఆనాడే నేను సిలువలో I have wiped away sins out of your life నీ జీవితంలో నా పాపాలన్నీ నేను తుడిపెట్టేశాను అంటున్నాడు ఆయన hallelujah that's a goodness that's a goodness ఇదండి దేవుని యొక్క మంచితనం ఇదండి మేము చెప్పేది అదే మరి Romans 8:1 says there is for no condemnation for those who are in Christ Jesus రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే కాగా క్రీస్తునే ఉంది ఎవడైనా సరే ఉన్నట్లయితే వానికి ఇక ఏ శిక్షావిధి లేక వారి మీద ఏ నేరము అనేది లేదు అంటున్నాడు వై ఎందుకని it has been paid for దాని యొక్క వెల ఆల్రెడీ చెల్లించబడిపోయింది I'll tell you one, one mystery this evening. ఈ సాయంకాల సమయంలో ఒక మర్మం నేను మీతో చెప్తున్నాను జాగ్రత్త వినండి This I've been pondering. This is it. This I've been knowing it. ఈ ఈ విషయం నేను తెలుసుకుంటూ ఉన్నాను దీన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను ఇది నేను Man. Amen. Jesus came. యేసు వచ్చి Let's go to 2 Corinthians. కొరింథీయులు రాసిన రెండవ పత్రిక దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి హల్లెలూయా కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం I teach you the gospel so వార్త నేను మీతో చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి మీరు గాస్పెల్ ఫైవ్ ట్వంటీ వన్ మేము మీరు బైబిల్ తీయకపోయిన పర్లేదు నేను మీ కొరకు చదువుతున్నా కానీ మీరు వినాలి మనసు పెట్టి జాగ్రత్తగా two Corinthians five twenty one రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మాట hmm. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు చూడండి పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను పాపముగా చేసెను అంట దేవుడు ఎవరిని యేసుని యేసయని see God made Jesus sinner for us దేవుడు యేసు క్రీస్తు వారిని మన కొరకు మనం నీతి అగునట్లుగా ఆయనను పాపముగా చేసి ఉన్నాడు ఆయన see God so love the world that he gave his only begotten son దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు అందుచేత ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు వేశాడు ఆయన so the reason he gave his to save us ఎందుకు తన కుమారుని ఇచ్చినాడు అంటే మనల్ని రక్షించడానికేనండి to save every person in this world ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికే తన కుమారుని ఇచ్చాడు and then God made him to be sin who knew no sin so that we will be made the righteousness of God. మనము దేవుని నీతి అగునట్లుగా పాప మెరుగని తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మన కోసము ఆనాడే పాపముగా ఆయన చేశాడు so who are you today ఈ రోజున మరి అప్పుడు మీరు ఎవరై ఉన్నారు ఏమై ఉన్నారు చెప్పండి the moment your born again who are you ఎప్పుడైతే నువ్వు ఆ యేసు ప్రభు చేసిన కార్యాన్ని అంగీకరించి యేసులో తిరిగి జన్మించిన వ్యక్తి అవుతున్నావో అప్పుడు నువ్వేమవుతున్నావు చెప్పండి దేవుని నీతి హల్లెలూయా హల్లెలూయా you are the righteousness of God మీరేనండి మీ ఈరోజు ప్రకటిస్తుంది మీ కొరకే మీరు దేవుని నీతి గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి ఎంత అద్భుతమైన సువార్త ఇది సువార్త అంటే దేవుని యొక్క మంచితనం అండి ఇది Bible says though the righteous may fall seven times yet he rises again దేవుని యొక్క వాక్యం నీతి నీతిమంతుడు ఒకవేళ ఏడు మార్లు పడినను మరలా వాడు లేస్తాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఎందుకండి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు హల్లెలూయా పడినను లేపుతాడంట మనల్ని ఏమేన్ ఏమేన్ మనం పడిపోము లేపుతాడంట glory to God there is no sin you know that ఏంటి పాపం అనేది ఇక లేదండి because sin shall not have dominion over you for you are not under the law but under the grace మీరు ధర్మశాస్త్రము క్రింద ఉండినటువంటి వారు కారు మీరు కృప కింద ఉండినటువంటి వారు కనుక కృప అప్పుడే పాపాలు తీసివేసింది కనుక పాపము మీ మీద అధికారమిక లేదు నో హల్లెలూయా హల్లెలూయా people think when we sin we are sinners అంటే ప్రజలు అనుకుంటారు కదా మన పాపం చేసేసరికి అమ్మ మేము పాపలం అయిపోయామండి అంటారు నో నో నో అలా కాదండి పాపం చేసిన చేత పాపివి కాదు let's go over to Romans 5 రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 19 uh, ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి మాట ఏమంటాడంటే ఏలై అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో listen to me listen to me జాగ్రత్త వినండి చూడండి మాటలు ఇప్పుడు చూడండి ఇది మన కార్యం కాదమ్మా మన క్రియల వల్ల కాదు ఇక్కడ ఆయన చేసిన క్రియ వల్ల హలలు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు హల్లెలూయా మన క్రియల వల్ల కాదు కానీ యేసు ప్రభు చేసిన కార్యమును బట్టి సిల్వ యాగమును బట్టి it is because of Christ you been made righteous ఆ క్రీస్తుని బట్టి ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నీవు దేవుని నీతిగా అయ్యున్నావు ఆమేన్ ఆమెన్ చెప్పండి గట్టిగా ఒకసారి that is the goodness of God ఇదండి దేవుని యొక్క మంచితనం నీ జీవితంలో ఆల్రెడీ చేసేసాడండి బాబు when you know this goodness ఎప్పుడైతే నీవి సత్యాన్ని తెలుసుకుంటావో the Bible says the righteous are as bold as lion నీతిమంతులైనటువంటి వారు సింహం వలె ధైర్యం ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది when you encounter a problem ఏదైనా ఒక సమస్య గనుక నీకు ఎదురైతే when the lion encounters a problem it doesn't run back ఎవని సింహానికి గనుక ఏదైనా ఒక సమస్య అయితే తోక ముడుచుకొని పారిపోదండి సింహం but but it it it encounters the problem శమం ఎప్పుడు కూడా చేస్తుందంటే సమస్యను ఎదుర్కొన్నది ఎప్పుడు కూడా so when you are righteous నీవు కూడా నీతిమంతుడిగా ఉండినటువంటి when you know that you have been you have been made righteous by the blood of Jesus Yesu రక్తమొల నీవు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావనే సత్యాన్ని నీవు తెలుసుకున్నప్పుడు no mountain can stand in front of you నీకు ఎదురుగా వ్యతిరేకముగా ఏ కొండ నిలువ చాలదే కా